నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ వ్యాన్పిక్ ప్రాజెక్ట్ ఆలస్యంపై చట్టపరమైన చర్యలకు దిగిన రాకియా ధృవీకరించిన విదేశాంగ శాఖ యాదాద్రిలో సీఎం కేసీఆర్ మహా సుదర్శన యాగం నిర్వహణపై చిన్నజీయర్తో చర్చలు వంద ఎకరాల్లో యజ్ఞవాటిక ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి పరవళ్లు శ్రీశైలం దిశగా కృష్ణమ్మ పరుగులు తెలుగు రాష్ట్రాల్లో చిగురిస్తున్న ఆశలు ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా ఐఎంఏ పోరుబాట ఇరవై నాలుగు గంటల వైద్య సేవల బంద్కు పిలుపు అత్యవసర సేవలకు మినహాయింపు ఈబీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుపై తేల్చనున్న న్యాయమూర్తులు స్టే పిటిషన్పై తర్వాత వాదనలు కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ కోసం ముమ్మరంగా గాలింపు లేఖలో ఐటీ శాఖ వేధింపుల ప్రస్తావనను ఖండించిన అధికారులు సంతకం తేడా ఉందని వెల్లడి డోపింగ్ పరీక్షలో దొరికిపోయిన క్రికెటర్ పృథ్వీష అన్ని ఫార్మాట్లపై ఎనిమిది నెలల నిషేధం దగ్గుమందే కారణమన్న యువకెరటం పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియాలో అరెస్టు కావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది వ్యాన్ పిక ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకపోవడంతో రాకియా చట్టపరమైన చర్యలకు దిగినట్లు తెలుస్తోంది రస్ అల్ ఖైమా నిధులు గోల్మాల్ చేశారన్న ఆరోపణలపై దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం నిమ్మగడ్డ అరెస్టును విదేశాంగ శాఖ ధృవీకరించగా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి వివాదాస్పద పిక్ పోర్ట్ వ్యవహారానికి సంబంధించి నిమ్మగడ్డ ప్రసాద్కు రస్ అల్ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ మధ్య వివాదం నడుస్తోంది దాదాపు పదహారు వేల కోట్లు విలువైన వాన్పిక్ ప్రాజెక్టు వివాదాల్లో చిక్కుకోవడంపై ఆందోళనకు గురైన రాకియా న్యాయపరమైన చర్యలకు దిగినట్లు తెలుస్తోంది పెట్టుబడుల సమీకరణలో భాగంగా నిమ్మగడ్డ ప్రసాద్ వాన్పిక్ పోర్టు కంపెనీలోకి రాకియాను ఆహ్వానించారు అందులో డెబ్బై నాలుగు శాతం నిమ్మగడ్డకు ఇరవై ఆరు శాతం రాకియాకు భాగస్వామ్యం ఉండేది రెండు వేల ఎనిమిదిలో ఎనిమిది వందల నలభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది సీబీఐ కేసుల కారణంగా ప్రాజెక్టు ఆలస్యం కావడంతో రాకియా ప్రతినిధులు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు స్వయానా రస్ అల్ఖైమా పాలకుడు అప్పటి భారత ప్రధానికి లేఖ రాసినా ఫలితం లేకపోవడంతో రాకియా న్యాయపరమైన చర్యలకు దిగినట్లు సమాచారం ఇరువురి మధ్య వివాదం తలెత్తినప్పుడు ఒప్పందం ఆధారంగా పోలీసులు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు రాకియా అదే పని చేసినట్లు తెలుస్తోంది దర్యాప్తులో భాగంగా నిమ్మగడ్డను విచారణ లేదా అరెస్టు చేయాలన్నా భారత్ అనుమతి తీసుకోవాలి జగన్ అక్రమస్తుల కేసులో నిమ్మగడ్డపై సీబీఐ ఈడీ విచారణ సాగుతోంది ఆయన్ను విదేశాలకు అప్పగించేందుకు భారత ప్రభుత్వం ఒప్పుకునే అవకాశం లేదు ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేస్తే నిమ్మగడ్డ విదేశీ పర్యటనలు వెళ్లేవారు కాదు చాలా కాలం నుంచి నిమ్మగడ్డ విదేశీ పర్యటనలపై కన్నేసిన రస్ ఆల్ఖైమా పోలీసులు ఆయన ఐరోపాలో ఉన్నారని తెలియగానే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టును విదేశాంగ శాఖ ధృవీకరించింది భారత రాయబార కార్యాలయానికి సమాచారం ఉందని తెలిపింది మరోవైపు నిమ్మగడ్డ ప్రసాద్ను విడిపించడానికి భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వైకాపా ఎంపీలు విదేశాంగ మంత్రి జయశంకర్ను కలిసి కోరారు త్వరలోనే ఆయన బెయిల్పై విడుదలవుతారని వైకాపా నేతలు పేర్కొన్నారు సివిల్ వివాదం అయినందున కేంద్రం ఏమీ చేయలేదని కేంద్ర మంత్రి అన్నట్టు తెలుస్తోంది జైల్లో ఉన్న తమ పౌరుణ్ణి కలుసుకునే అవకాశం ఇవ్వాలని కోరడం మినహా ఏం చేయలేమని పేర్కొన్నట్లు సమాచారం మరోవైపు అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ నిమ్మగడ్డ ప్రసాద్కు ఊరట లభించింది పిక్ కేసులో జగన్ నిమ్మగడ్డ ప్రసాద్ కంపెనీలకు చెందిన ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ జారీ చేసిన ఉత్తర్వులను అప్పిలేట్ ట్రిబ్యునల్ రద్దు చేసింది రెండు వేల పదహారులో సీబీఐ అభియోగ పత్రం ఆధారంగా వారిద్దరికి చెందిన సుమారు ఎనిమిది వందల అరవై మూడు కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది జగన్కు చెందిన సుమారు ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల విలువ చేసే ఇడుపులపాయలోని నలభై ఎకరాలు పులివెందులలో పదహారు ఎకరాలు బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో ప్లాట్లు కమర్షియల్ స్థలం వివిధ కంపెనీల వాటాలతో పాటు ఇందిరా టెలివిజన్లో యంత్రాలను అటాచ్ చేసింది వ్యాన్పిక్ భూములతో పాటు నిమ్మగడ్డ కంపెనీలకు చెందిన మూడు వందల ఇరవై ఐదు కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది Jagan Nimmagadda Prasad ED appellate tribunal ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది అయితే రెండు వందల నాలుగు కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీ సమర్పించాలని నిమ్మగడ్డ ప్రసాద్ను ట్రిబ్యునల్ ఆదేశించింది తెలంగాణ సచివాలయ తరలింపు కసరత్తు వేగవంతమవుతోంది ఇప్పటికే అన్ని శాఖలకు ఈ మేరకు సమాచారం ఇచ్చిన ప్రభుత్వం బీఆర్కే భవన్కు అవసరమైన మరమ్మతులు చేస్తోంది కొత్తగా ఐటీ ఆధారిత సేవల కోసం పదిహేడు కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు శాఖల తరలింపుపై కింది స్థాయి ఉద్యోగులకు సమాచారం ఇచ్చిన ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు తెలంగాణ సచివాలయంలోని కార్యాలయాలను బూర్గుల రామకృష్ణారావు బీఆర్కే భవన్లోకి తరలించేందుకు ఇప్పటికే ఆయా శాఖలకు సమాచారం అందించారు ఆయా శాఖలకు ఏ అంతస్తులో ఎంత స్థలం కేటాయించింది పేర్కొన్నారు అటవీ రోడ్లు భవనాల శాఖలు తప్ప అన్ని కార్యాలయాలను బీఆర్కే భవన్ కు తరలించనున్నారు నీటిపారుదల శాఖను మొదట జలసౌదాకు తరలించాలని భావించారు అసెంబ్లీ నూతన భవన నిర్మాణం కోసం జలసౌదాను కూడా తొలగించనున్నారు అక్కడి కార్యాలయాలను హిల్స్ రోడ్ నెంబర్ పదమూడులో ఉన్న నీటిపారుదల అభివృద్ధి సంస్థ భవనంలోకి తరలించనున్నారు ఉన్నారు ఆర్ఎన్బి శాఖ ఇప్పటికే ప్యాకర్స్ అండ్ మూవర్స్ ను కూడా అప్పగించింది బీఆర్కే భవన్ లోని కార్యాలయాల తరలింపు దాదాపు పూర్తి కావచ్చింది మిగిలిపోయిన ఫర్నిచర్ ఇతర సామాగ్రి కూడా తరలిస్తున్నారు సచివాలయంలోని శాఖలను తరలించేందుకు బీఆర్కే భవన్ లో మరమ్మతులు చేస్తున్నారు కొన్ని లిఫ్ట్లకు మరమ్మతులు చేయటంతో పాటు మరికొన్ని కొత్తవి ఏర్పాటు చేయనున్నారు కొన్ని అంతస్తుల్లో బాత్రూంలకు మరమ్మతులు చేస్తున్నారు బీఆర్కే భవన్ లో ఐటీ సేవలు ఇప్పుడు కీలకంగా మారాయి ప్రస్తుతం సచివాలయం డి బ్లాక్ కేంద్రంగా ఉన్న సర్వర్ల వ్యవస్థను బీఆర్కే భవన్ లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఇప్పుడున్న సర్వర్లు ఇతర సామాగ్రి పాతవి కావటంతో కొత్తవి ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు అందుకు పదిహేడు కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు అయితే పూర్తిస్థాయి ఐటీ ఆధారిత సేవలు పొందటానికి అరవై రోజులు పడుతుందని సమాచారం అప్పటి వరకు బీఆర్కే భవన్ ఏ బ్లాక్ లో ఉన్న ఎన్ఐసి కేంద్రంతో పాటు టీఎస్డీఏఎస్ కార్యాలయాల నుంచి తాత్కాలికంగా ఐటీ సేవలు పొందాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది జాతీయ వైద్య కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ భారతీయ వైద్య సంఘం ఐఎంఏ దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల బంద్కు పిలుపునిచ్చింది జూనియర్ డాక్టర్లు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు మద్దతు ప్రకటించాయి ఐఎంఏ బంద్ పిలుపుతో ఈ ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు అత్యవసర వైద్య సేవలు మినహా ఇతర వైద్య సేవలు నిలిచిపోనున్నాయి ఐఎంఏ పిలుపునకు ప్రభుత్వ వైద్యుల సంఘం కూడా మద్దతు ప్రకటించింది అయితే ఒక గంట సేపు నిరసన తర్వాత మళ్లీ విధుల్లో చేరనున్నట్లు తెలిపింది ఐఎంఏ బంద్ పిలుపు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రం కల్పించిన పది శాతం రిజర్వేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ కూడా విచారణ కొనసాగించనుంది దీనిపై విచారణకు రాజ్యాంగ ధర్మాసనం అవసరమా లేదా అనే అంశంపై తొలుత వాదనలు వింటామని స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుపై వాదనలు పూర్తయ్యాక ఆదేశాలు ఇస్తామని తెలిపింది రిజర్వేషన్లపై స్టే ఇవ్వాలన్న వినతిపై ఆ తర్వాత విచారణ చేపడతామని తెలిపింది విద్య ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ముప్పై ఐదు పిటిషన్లు దాఖలయ్యాయి పిటిషన్లు వేసిన వారిలో youth for equality justice Eshwaraiah R Krishnaiah తదితరులు ఉన్నారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలి రోడ్డు ప్రమాదం కేసును కేంద్రం సీబీఐకి అప్పగించింది బాధితురాలికి భద్రత కల్పించడంలో యూపీ సర్కార్ విఫలమైనట్లు విమర్శలు రావడంతో ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ కేంద్రానికి సిఫార్సు చేశారు రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉన్నావ్ బాధితురాలు ఆమె న్యాయవాది తీవ్రంగా గాయపడగా ఇద్దరు బంధువులు మరణించారు ఈ ఘటన వెనుక కుట్ర దాగి ఉందన్న ప్రతిపక్షాల విమర్శలతో కేంద్రం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది ఈ ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీబీఐ అధికారులు చెప్పారు కెఫే కాఫీ డేతో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన కాఫీ కింగ్ విజీ సిద్ధార్థ ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి నేత్రావతి నదిలో రాత్రిపూట కూడా గాలింపు చర్యలు చేపట్టారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణకు అల్లుడైన సిద్ధార్థ సోమవారం సాయంత్రం దక్షిణ కన్నడ జిల్లా కోటేపుర సమీపంలో నేత్రావతి నది వద్ద కనిపించకుండా పోయినట్లు ఆయన డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు నేత్రావతి నది సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన జాడ కోసం జల్లెడ పడుతున్నారు మరోవైపు ఆదాయ పన్ను విభాగం వేధింపులే కారణమంటూ లేఖలో పేర్కొనడంపై ఆదాయ పన్ను శాఖ వర్గాలు స్పందించాయి మైండ్ ట్రీలో వాటాల విక్రయం ద్వారా సిద్ధార్థ మూడు వేల రెండు వందల కోట్లు ఆర్జించారని పేర్కొన్న ఐటీ అధికారులు మూడు వందల కోట్లు పన్ను చెల్లించాల్సి ఉండగా నలభై ఆరు కోట్లు మాత్రమే చెల్లించినట్లు తెలిపారు తన వద్ద నల్లధనం ఉన్నట్లు సిద్ధార్థ అంగీకరించారని పేర్కొన్న ఐటీ అధికారులు ఆయన అదృశ్యం తరువాత వెలుగులోకి వచ్చిన లేఖలోని సంతకం తమ వద్ద ఉన్న రికార్డులో ఉన్న సంతకం ఒకేలా లేదని పేర్కొన్నారు కర్ణాటక శాసనసభ నూతన స్పీకర్గా భాజపా సీనియర్ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ హెగ్డే కగేరి ఎన్నిక లాంఛనమైంది నామినేషన్ దాఖలకు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలు తుది గడువు కాగా ఇంతవరకు ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు ముఖ్యమంత్రి యడియూరప్ప సహా పలువురు భాజపా నేతల సమక్షంలో కగేరి తన నామపత్రాలను కర్ణాటక అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు ఇంతకుముందు స్పీకర్గా ఉన్న కెఆర్ రమేష్ కుమార్ రాజీనామాతో సభాపతి స్థానం ఖాళీ అయింది కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పద్నాలుగు నెలల పాటు రమేష్ కుమార్ స్పీకర్ గా పనిచేశారు అనంతరం అధికారంలోకి వచ్చిన యడియూరప్ప ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత రమేష్ కుమార్ రాజీనామా చేశారు భాజపాకు మెజార్టీ ఉండడంతో తాము అభ్యర్థిని బరిలో ఉంచమని కాంగ్రెస్ జేడీఎస్ ప్రకటించాయి నేడు జరిగే అసెంబ్లీ సమావేశంలో విశ్వేశ్వర్ హెగ్డే కగేరి ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి అంకోలా అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా ఎన్నికవుతున్న ఈయన గతంలో మంత్రిగా కూడా పనిచేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ మరో యాగం చేసేందుకు సిద్దమయ్యారు యాదాద్రిలో మహా సుదర్శన యాగం చేయాలని నిర్ణయించారు త్రిదండి చిన్నజీయర్ స్వామితో యాగం నిర్వహణ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు వంద ఎకరాల యజ్ఞ వాటికలో ఒక వెయ్యి నలభై ఎనిమిది యజ్ఞకుండాలతో ఈ యాగం నిర్వహించనున్నారు మూడు వేల మంది రుత్వికులు మరో మూడు వేల మంది సహాయకులు ఈ క్రతువులో పాల్గొననున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైష్ణవ పీఠాలు మహాక్షేత్రాల నుంచి మఠాధిపతులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వ పెద్దలు గవర్నర్లు మంత్రులతో పాటు అన్ని మతాల గురువులను ఆహ్వానించనున్నారు ఈ యాగంలో లక్షలాది భక్తులు పాల్గొనేలా విస్తృత ఏర్పాట్లు చేయనున్నారు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది జూరాల ప్రాజెక్టును దాటి శ్రీశైలం దిశగా పరుగులు పెడుతోంది మంగళవారం ఉదయం నాలుగు వేలు క్యూసెక్కులుగా ఉన్న నీటి ప్రవాహం సాయంత్రానికి లక్ష క్యూసెక్కులు దాటిపోయింది మూడు విద్యుత్ యూనిట్లను నడిపిస్తూ ఇరవై నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు ఇవాళ విద్యుత్ యూనిట్లు గేట్ల ద్వారా శ్రీశైలానికి నీటిని విడుదల చేశారు మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తుతున్న వరదతో తెలంగాణలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది ఎగువన జలాశయాల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్నా దిగువన ఎక్కువగా కనిపిస్తోంది శ్రీరామసాగర్లోకి ప్రవాహం లేకపోయినా కడెం ప్రాజెక్టు నుంచి నీరు వచ్చి చేరుతోంది ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి పరివాహకంలో ఆశలు చిగురిస్తుండగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతన్న పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తోంది ఎగువన గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నేపల్లి అన్నారం పంప్ హౌస్ ద్వారా నీటి ఎత్తిపోతను నిలిపివేశారు శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి జలాశయంలోకి వరద నీరు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు సుందిళ్ల పంప్ హౌస్ నుంచి నీటి ఎత్తిపోతకు అవసరమైన ఏర్పాట్లు చేశారు అక్కడి నుంచి ఎల్లంపల్లి జలాశయంలోకి నీటిని తరలిస్తారు ప్రస్తుతం కడెం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లి జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఇలాగే వరద ఉధృతి కొనసాగితే ఎల్లంపల్లి జలాశయం నీటి మట్టం పూర్తి స్థాయికి చేరనుంది అటు బాహుబలి పంపుల పరీక్షకు సన్నాహాలు జరుగుతున్నాయి వచ్చే నెల మొదటి వారంలో ఈ పంపుల ద్వారా గోదావరి నీటిని మధ్య మానేరుకు తరలించనున్నారు అటు ఎగువ ప్రాంతాలతో పాటు ఏపీలో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద గంట గంటకు అధికమవుతోంది తెలంగాణలోని భద్రాచలం వద్ద ఒక్కరోజు వ్యవధిలోనే నీటి మట్టం ఇరవై అడుగుల నుంచి ముప్పై అడుగులకు చేరుకుంది పోలవరం కాపర్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో ప్రవాహం ఇరవై మీటర్లకు చేరగా నదీ ప్రవాహం వెనక్కి మళ్లీ ముంపు గ్రామాలను చుట్టుముడుతోంది ముంపు గ్రామాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేసిన అధికారులు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు పోలవరం మండలం కొత్తూరు రహదారిపైకి వరద నీరు చేరి తొమ్మిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మంగళవారం ఉదయానికి మూడు పాయింట్ రెండు రెండు లక్షల క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో రాత్రికల్లా దాదాపు నాలుగున్నర లక్షలకు చేరింది డెల్టా కాలువలకు ఏడు వేల ఐదు వందల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి మిగతా మొత్తాన్ని సముద్రంలోకి వదులుతున్నారు ఏపీలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పాపికొండల సందర్శనను నిలిపివేశారు విశాఖ మన్యంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇరవై గ్రామాలతో పాటు వర్షాలోని మరికొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఆంధ్రప్రదేశ్లో ఇసుక కొరతపై తెలుగుదేశం నేత మాజీ మంత్రి లోకేష్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ పనులు లేక పదహారు లక్షల మంది కూలీల కుటుంబాల బతుకులు దుర్భరంగా మారాయని ట్వీట్ చేశారు కుటుంబ పోషణకు రెండు నెలల నుంచి అప్పులు చేస్తూ కార్మికులు అప్పుల్లో కూరుకుపోతుంటే వైకాపా నేతలు మాత్రం కోట్ల రూపాయలు గడిస్తున్నారని లోకేష్ ఆరోపించారు పదిహేను వందలకు లభించే ట్రాక్టర్ ఇసుకను జగనన్న ఇసుక పేరుతో ఎనిమిది వేల నుంచి పది వేలకు అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు తమ వారి మేతను చూసి ముఖ్యమంత్రి జగన్ ముసిముసి నవ్వులతో మురిసిపోతున్నారని ట్వీట్ చేసిన లోకేష్ ఇసుక కొరతకు సంబంధించిన వీడియోను ట్యాగ్ చేశారు ఏపీ ప్రభుత్వం చేసే మంచి పనులకు మద్దతిస్తూనే ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే ప్రశ్నించేందుకు జనసేన ముందుంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కాకినాడ నేతలతో సమావేశమైన ఆయన ఇసుక కొరతపై ముఖ్యమంత్రి కు లేఖ రాసినట్లు చెప్పారు శాసనసభలో ఎమ్మెల్యేల తీరు చూస్తే బాధ కలుగుతోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు మేము వంద రోజుల వరకు మాట్లాడకూడదని మేము నిర్ణయించుకున్నాం ఎందుకంటే మీకు ఆ సమయం ఇవ్వాలి కొత్త ప్రభుత్వం కానీ ఈ రోజున భవన నిర్మాణ కార్మికులందరూ రోడ్ల మీద పడి ఇసుక ఇబ్బందులు ఉండి వాళ్ళ గురించి ఫస్ట్ టైం నేను ఇది రెండోసారి ఒకటి మన గోదావరి జిల్లాలో విత్తనాలు సరఫరా ఇబ్బంది ఉందంటే అది నా దృష్టికి తీసుకొస్తే దాని మీద లెటర్ రాస్తాం ఈ రోజున మన అసెంబ్లీలో చూస్తాను ఎలా తిట్టుకుంటున్నారు హుందాతనం పోయింది మరి అలాంటిది అలాంటి సభలకు వెళ్ళి కూర్చోవాలంటే మనకి హుందాతనం లేకపోతే ఎట్లా మధ్యలో కూర్చోబెట్టి మిగతా వాళ్ళని టాలరేట్ చేయగలిగే సహనం లేకపోతే ఎట్లా ఇవన్నీ నాయకులకి జన సైనికులకి చాలా బలమైన డిసిప్లిన్ ఉంది నా కుటుంబం మా అన్నయ్యలు ఇల్లు కాదు మీరు అవ్వాలి గొప్పవాళ్ళు మీలోంచి చేస్తాను నాయకులు పవన విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఏపీ లోడ్ డిస్పాచ్ సెంటర్ నిరాకరిస్తున్నాయని కొన్ని ప్రైవేటు విద్యుత్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించేందుకు ఉన్నత స్థాయి సంప్రదింపుల కమిటీని నియమిస్తూ ఏపీ సర్కార్ జీవో జారీ చేసింది ఆ మేరకు యూనిట్ విద్యుత్ ధరను తగ్గించాలని కోరుతూ ఆయా ప్రైవేట్ సంస్థలకు ఏపీఎస్పీ డీసీఎల్ లేఖ రాసింది ఆ లేఖను సస్పెండ్ చేయాలని ప్రైవేట్ విద్యుత్ సంస్థలు కోర్టును ఆశ్రయించాయి ఏపీ సర్కార్ ఇచ్చిన జీవోను నాలుగు వారాలు సస్పెండ్ చేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను వీరికి వర్తింపచేసిన ఉన్నత న్యాయస్థానం విద్యుత్ డిమాండ్ గ్రిడ్ సెక్యూరిటీ తదితర వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు కేసులో ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో నలుగురు అనుమానితులను నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు న్యాయస్థానం అనుమతి తీసుకున్నారు వివేక హత్య జరిగి నాలుగు మాసాలు గడిచినా కేసులో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో నార్కో పరీక్షల ద్వారా నిజాలు నిగ్గు తేల్చాలని పోలీసులు భావిస్తున్నారు వివేకానందరెడ్డి వాచ్మెన్ రంగన్న ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి రౌడీ షీటర్ శేఖర్ రెడ్డిని నార్కో పరీక్షల నిమిత్తం ముగ్గురిని గుజరాత్ తరలించారు మరో అనుమానితుడు పరమేశ్వర్ రెడ్డికి కూడా నార్కో పరీక్షలు నిర్వహించేందుకు మంగళవారం న్యాయస్థానం అనుమతి తీసుకున్నారు ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలను చాప కింద నీరులా సాగిస్తోందని ఐక్యరాజ్య సమితి నివేదిక తేల్చి చెప్పింది పాకిస్తాన్ స్థావరంగా పనిచేసే లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు హక్కానీ నెట్వర్క్కు తన సహకారాన్ని కొనసాగిస్తూనే ఉందని స్పష్టం చేసింది analytical support and sanctions monitoring బృందం ఈ మేరకు తన ఇరవై నివేదికను భద్రతా మండలి ఆల్ ఖైదా ఆంక్షల కమిటీకి అందజేసింది ఇస్లామిక్ స్టేట్స్ ఆల్ ఖైదా ఇతర సంస్థల గురించి పర్యవేక్షణ బృందం ప్రతి ఆరు నెలలకోసారి ఐక్యరాజ్య సమితికి తన నివేదికను సమర్పిస్తుంది ఆల్ ఖైదా కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తూ ఉందని ఈసారి నివేదికలో స్పష్టం చేసిన పర్యవేక్షణ బృందం ఆల్ ఖైదా అధినేత ఐమాన్ మొహమ్మద్ అల్ జవహరి ఆరోగ్య పరిస్థితిపై అతని వారసత్వంపై నివేదిక అనుమానాలు వ్యక్తం చేసింది తాలిబాన్లతో ఉన్న సంబంధాల దృష్ట్యా ఆఫ్ఘనిస్తాన్ను సురక్షిత స్థావరంగా ఆల్ ఖైదా భావిస్తోందని వెల్లడించింది రైల్వేలో ఉద్యోగుల సంఖ్యను కుదించనున్నట్లు వచ్చిన వార్తలపై భారత రైల్వే వివరణ ఇచ్చింది రెండు జనవరి మార్చి నాటికి ముప్పై ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు యాభై ఐదేళ్ల వయసు నిండిన వారిలో ఉద్యోగంలో కొనసాగించే అవకాశం లేని వారిని గుర్తించాలని ఈ నెల ఇరవై ఏడున అన్ని జోనల్ కార్యాలయాలకు రైల్వే బోర్డు లేఖ రాయడం ఊహాగానాలకు తావిచ్చింది అయితే ఈ లేఖ సాధారణ పని సమీక్షలో భాగంగా రాసిందేనని రైల్వే శాఖ స్పష్టం చేసింది ప్రజా ప్రయోజనార్థం గతంలో కూడా ఇలాంటి సమీక్షలు అనేకసార్లు నిర్వహించినట్లు తెలిపింది ఈ కారణంగా లక్షలాది మంది పదవీ విరమణ చేయనున్నారనే కథనాలు నిరాధారమైనవని రైల్వే కొట్టిపారేసింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు లక్ష ఎనభై నాలుగు వేల రెండు వందల అరవై రెండు మందిని వివిధ విభాగాల్లో నియమించుకున్నట్లు తెలిపిన రైల్వే మరో రెండు లక్షల ఎనభై మూడు వేల ఆరు వందల ముప్పై ఏడు వేల పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతోందని వివరించింది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొత్త ఇన్నింగ్స్ నేడు ఆరంభం కానుంది క్రికెట్కు విరామం ప్రకటించిన ధోని నేడు సైనిక విధుల్లో చేరనున్నాడు ఆర్మీలో పారాషూట్ రెజిమెంటల్లో గౌరవ కల్నల్గా ఉన్న ధోని సైనికుడిగా సేవలందించడం కోసం వెస్టిండీస్ పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే అత్యంత సున్నిత ప్రాంతమైన కశ్మీర్ లోయలో ధోని విధుల్లో పాల్గొంటాడు ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొనే విక్టర్ ఫోర్స్ విభాగంలో బాధ్యతలు నిర్వర్తిస్తాడు దీనిలో భాగంగా ధోని పహారా కాయడం సైన్యంతో కలిసి బందోబస్తుకు వెళ్లడం లాంటి పనులు చేస్తాడు పారా రెజిమెంటల్లో పనిచేయడం కోసం ధోని అన్ని విధాలా సిద్దమయ్యాడని ఎయిర్ క్రాఫ్ట్ నుంచి పారాషూట్తో దూకడం లాంటి విన్యాసాలు చేశాడని ఓ సైనిక అధికారి తెలిపాడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు విజీ సిద్దార్థ మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు ఆయన మృతదేహం నేత్రావతి నదిలో లభించినట్లు వెల్లడించారు నేత్రావతి నదిలో గజ ఈతగాళ్లతో విస్తృత గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు అనేక గంటల తరువాత సిద్ధార్థ మృతి చెందినట్లు ప్రకటించారు సోమవారం నేత్రావతి నది వంతెనపై వెళుతుండగా డ్రైవర్ని కారు పక్కకు నిలపాలని ఆయన సూచించారు కారు దిగి వంతెనపై నడుస్తూ సాయంత్రం ఆరున్నర గంటల వరకు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు అలా కొద్దిసేపటి తర్వాత ఆయన ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో డ్రైవర్ ఆందోళనకు గురయ్యాడు ఈ విషయాన్ని వెంటనే సిద్ధార్థ కుటుంబ సభ్యులకు తెలియజేశాడు సమాచారం అందుకున్న దక్షిణ కన్నడ పోలీసులు నదీ ప్రాంతంలో సిద్ధార్థ ఆచూకీ కోసం నేవీ హెలికాప్టర్ ఈతగాళ్లతో గాలించారు డోపింగ్ పరీక్షలో విఫలమైన టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీషా ఎనిమిది నెలల పాటు ఏ ఫార్మాట్లోనూ క్రికెట్ ఆడకుండా నిషేధం విధించారు ఇండోర్లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా మ్యాచ్ ఆడుతుండగా ఫిబ్రవరిలో డోపింగ్ పరీక్షలు నిర్వహించారు టర్బుటలైన్ అనే నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు బయటపడింది డోపింగ్ నిబంధనల ఉల్లంఘన కమిటీ పృథ్వీషాపై ఎనిమిది నెలల నిషేధం విధించింది దగ్గు సిరప్లో ఈ నిషేధిత ఉత్ప్రేరకం ఉంటుందన్న బీసీసీఐ అనుకోకుండా తీసుకున్నట్లు తెలిపింది మార్చి పదహారు నుంచి నవంబర్ పదిహేను వరకు పృథ్వీషాపై నిషేధం కొనసాగుతుంది గాయం కారణంగా జట్టులో చోటు కోల్పోయిన తనను ఈ వార్త మరింత కుంగదీసిందని పృథ్వీషా ట్విట్టర్లో పేర్కొన్నాడు దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని గర్వంగా భావిస్తున్నట్లు తెలిపిన యువ క్రికెటర్ రెట్టించిన ఉత్సాహంతో తిరిగి జట్టులోకి వస్తానని ట్వీట్ చేశాడు ఈటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం